తీసే అయినా మీరు నమ్మకండి వాడి ఉల్టా తీస్తావండి సీట్ చీట్ మీద దాకా తీసుకెళ్తావు ఎందుకు బ్లేడు వదును పక్క కొయ్యాలి కానీ ఇక్కడ పెట్టు తెలిపే పెట్టింది తీయది అదేంటిది అది మిక్సీ గిన్నెలు ఆ చెప్పు తీ మిక్సీ గిన్నెలు మూడు వచ్చిందా ఏమైనా అయిందా ఏం కాలేదుగా అది మూత పట్టరా మిక్సీ పట్టరా మిక్సీ ఆ కవర్ తీసి హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ మిక్సీ బిగ్ మిలియన్ డేలో పెట్టాము ఇది మాకు థర్టీన్ హండ్రెడ్కి వచ్చింది ఓకే టెక్స్ట్ టెస్ట్ చేస్తున్నాం ఓకే ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేకుండా బాగానే వచ్చింది మిక్సీ నడు ఓకే ఫ్రెండ్స్ బాగుంది